Muchas gracias. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇదిగోండి ఈయన వైఫ్ డాక్టర్ అంట ఆవిడికి ఐదు వేలు పేసోలు వస్తాయి బ్లాక్ మార్కెట్లో పేసోకి నూట డెబ్బై బ్లాక్ మార్కెట్లో మామూలు బ్యాంక్ రేట్ అయితే నూట ఇరవై నూట డెబ్బై లెక్కేసుకుంటే ఆవిడికి ముప్పై డాలర్లు జీతం ముప్పై డాలర్లు నెలకంటే ఇండియా డబ్బులోని అంతరా బాబు ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందల ముప్పై డాలర్లు ముప్పై డాలర్లు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు నెలకి నాకు నాకు పోతుంది వాళ్ళ ఆవిడ డాక్టర్ ఓరి నాయన ఎలా బతుకుతా చూడండి క్యూబా చాలా కష్టమైన జీవితం హలో ఫ్యామిలీ వచ్చేసాం హవానా సో కీబా వచ్చేసాం ఈ రెండు వేల ఇరవై మూడులో నా ఇరవై ఐదో దేశం ఈ ట్రిప్లో లాస్ట్ దేశం కెరీబియన్ మొత్తం దున్నేశాను మనం మొదలెట్టాం షిప్ క్రూజ్ బార్బెడోస్ బార్బెడోస్ నుంచి వెళ్ళాం ట్రినిడాడ్ అండ్ టొబాగో అక్కడి నుంచి గ్రనాడా అక్కడి నుంచి డామినికా అక్కడి నుంచి సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడీన్స్ అక్కడి నుంచి సెయింట్ లూషియా మళ్ళీ బార్బడేస్ వచ్చేసాం అక్కడి నుంచి నేను సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ వెళ్ళాను సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ నుంచి యాంటీగా బార్బుడా యాంటీగా బార్బుడా నుంచి హెయిటీ హెయిటీ నుంచి డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ నుంచి వచ్చేసాం క్యూబా ఈ క్యూబా చాలా కాంప్లికేటెడ్ దేశం నేను అమెరికన్ పాస్పోర్ట్ అమెరికన్ సిటిజన్గా ఒక టూరిస్ట్గా క్యూబాకి వెళ్ళడానికి లేదు ఒబామా టైంలో రెండు వేల పదిహేడు ఆ టైంలోని చాలా ఫ్రీగా ఉండేది అప్పుడు వచ్చేసాము కానీ ట్రంప్ వచ్చాక చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు క్యూబాకి నేను కేవలం టూరిస్ట్ టూరిస్ట్గా రాలేను సపోర్ట్ ఫర్ క్యూబన్ పీపుల్ అంటే క్యూబన్ పీపుల్కి సపోర్ట్ చేయడానికి డెమోక్రసీ ఐడియల్స్ ఇన్స్టిల్ చేయడానికి ఇక్కడ ఆర్గనైజేషన్లు ఇంప్రూవ్ చేయడానికి ఆ విధంగా రావచ్చు సో అందుకని నేను హోటల్స్లో కూడా ఉండకూడదు అందుకని ఒక ప్రైవేట్ ప్రైవేట్ ఇంట్లో ఉంటున్నా హోటల్స్లో ఉండడానికి లేదు గవర్నమెంట్ ఫండింగ్ ఉండడానికి లేదు మొత్తానికి వచ్చేసాం క్యూబా మన ఛానల్లో ఒక కొత్త పర్స్పెక్టివ్తో ఒక కొత్త కంట్రీ నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు నూట తొంభై ఐదు దేశాలు మన ఛానల్లో చూపిస్తా అన్నీ నేను తిరిగేసిన కూడా మళ్ళీ తిరిగి తిరిగి ఇంకా ఆరు దేశాలు ఉన్నాయి దేవుని దయ వల్ల ఇంకా రెండు మూడు నాలుగు నెలల్లోని అన్ని దేశాలు తిరిగిన తెలుగుడుగా ముద్ర పడిపోవాల్సిందే ఓకేనా సో మర్చిపోవద్దు సో ఇప్పుడు అసలు ఎలా వచ్చాం ఏంటి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మన బాల్కనీ నుంచి వ్యూ వెనకాల సూపర్గా ఉంది అది ఆ స్టాచ్యూ సో ఒకసారి రోడ్ మీదకి వెళ్ళి మీకు వీధులు అన్నీ చూపిస్తాను ఎంత పేద దేశం చూపిస్తాను డాక్టర్కి కేవలం జీతం రెండు వేల నాలుగు వందల రూపాయలు దీన్ని బట్టి అర్థం చేసుకోండి కాకపోతే మనం అనుకున్నట్టు రెండు వేల నాలుగు వందలు కానీ కొంచెం సిచ్యువేషన్ అయితే కాంప్లికేటెడ్ సినారియో ఆ అమ్మాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అమ్మాయి అందరూ అందరూ భలే ఉన్నారు చాలా అందంగా ఉన్నారు సో అది క్యూబన్ స్పెషాలిటీ నేనేమో స్నానం చేయలేదు ఇంకా రాగానే ఎక్సైట్ అయిపోయాను ఎక్సైట్ అయిపోయి కొంచెం కంప్లీట్ చేసి తర్వాత వెళ్తాను ఇదిగోండి ఇది మన మన కాస మన ఇంట్లో ఉన్నామాట క్యూబాలో ఒకసారి స్ట్రీట్ మీదకి వెళ్ళి స్ట్రీట్ ఎలా ఉంది అంటే ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది క్యూబా ఓకే అంతా అంత బ్యాక్వర్డ్ అంటే ఇంప్రూవ్మెంట్ లేక కమ్యూనిస్ట్ పాలసీల వల్ల ఇవన్నీ మనం ఈ క్యూబా సిరీస్లో డిస్కస్ చేద్దాం ఓకేనా సో వెల్కమ్ టు మయామి మయామిలోని ఇమిగ్రేషన్ వెళ్ళాలి <laughs> ఒక ఇమిగ్రేషన్ వెళ్ళి మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళిపోతుంది అనమాట సో కరీబియన్లో ఇది లాస్ట్ దేశం నేను చూడబోతుంది క్యూబా సో కరీబియన్ దేశాలన్నీ ఈ ట్రిప్లో కంప్లీట్ చేశాను so country number twenty five in twenty twenty three కేవలం గంటన్నర కోసం మళ్ళీ అమెరికా వచ్చేసాం passport control welcome to Miami it's Miami so సెపరేట్గా వీసా తీసుకోకలేదు క్యూబాకి క్యూబా ఫ్లైట్ ఎక్కడైతే మనం చెక్ ఇన్ చేసే ముందరే వాళ్ళు ఈ వీసా అమ్ముతారు బయట మనం కొనుక్కుంటే ఎంబసీలో యాభై డాలర్లు కానీ ఎయిర్పోర్ట్లో కొనుక్కుంటే వంద డాలర్లు టైం సేవ్ అవడానికి వంద డాలర్లు ఇచ్చి ఈ క్యూబా వీసా అయితే తీసుకున్నా కొన్ని కేటగిరీస్లోనే వెళ్ళొచ్చు అది మీకు వీడియో ముందర చెప్పాను ఇదిగోండి మనకి లక్ బాగుంటే అప్పుడప్పుడు మాయామి మొత్తం చూడొచ్చు ఇదిగోండి మయామి డౌన్ టౌన్ మీద నుంచి చాలామందికి తెలియదు మయామి మయామి బీచ్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సో మయామి బీచ్ అనేది ఒక వేరే ఊరు మయామి అన్నది ఇందాక మనం చూసిన ఊరు ఇదిగోండి ఇప్పుడు ఈ కనెక్షన్ అంతా చూస్తున్నారు కదా దీన్ని మయామి బీచ్ అంటారనమాట సో మయామి అనేది ఒక ఊరు మయామి బీచ్ అనేది ఒక ఊరు మధ్యలో ఒక ఇదిగోండి ఇలాగ ఒక కెనాల్లా ఉంటుంది కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మయామి బీచ్ అంట ఇదిగోండి ఇప్పుడు మన మయామి నుంచి హవానా మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు కేవలం గంట గంటన్నర వెళ్ళిపోతాం అదే బోట్లోనైతే తొంభై మైల్ క్యూబా క్యూ మా యుఎస్ఏ నుంచి క్యూబా ఒక గంటలో క్యూబా అయితే చేరుకున్నాం క్యూబా పైన ఉన్నాం ఇది జియో పొలిటికల్ డిస్కషన్ చేసే ఉద్దేశం నాకు లేదు కానీ అమెరికన్ శాంక్షన్స్ లేకపోతే క్యూబా ఒక స్వర్గం అయితే డెఫినెట్గా అయ్యేది శాంక్షన్స్ వల్ల చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు థ్యాంక్ యూ అమెరికన్ వచ్చేసాం క్యూబా ఒక వంద సంవత్సరాలు వెనక యాభై సంవత్సరాలు వెనక సో మళ్ళీ క్యూబా బ్యూటిఫుల్ చూద్దాం లాస్ట్ టైంకి ఈసారికి చాలా చేంజెస్ జరిగాయి లాస్ట్ టైం ఒబామా టైంలో వచ్చినప్పుడు చాలా ఈజీగా వచ్చేసేవాళ్ళం తర్వాత ట్రంప్ ఏమో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఇప్పుడు జో బైడెన్ వచ్చి కొన్ని తీశారు సో టూరిస్ట్గా క్యూబాకి వెళ్ళడానికి లేదు సో మీకు అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి హవానాలోకి వెళ్ళాక okay welcome to Cuba Cuban emotions వచ్చేసాం గైస్ క్యూబా సో ఒక ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళామో ఊర్లోకి వెళ్ళాక చెప్తాను మొత్తం కూర్చొని చెక్ ఇన్ అయిపోయాక ఈ బ్రో కలిసాడు ఎయిర్పోర్ట్లో సో ఈయన ఆల్రెడీ ఈయనకి ప్రీ బుక్ ట్యాక్సీ ఉందంట సో ఆయనతో కాబట్టి పట్టి వెళ్ళిపోతున్నాను ఈజీగా సో ఆయన మీద చేసేసి బస్ మాస్టర్ వస్తాను లేదు సగం సగం డబ్బులు ఇచ్చేస్తాను అలా ఏం కాదు ఫ్రీ గైస్ ఎయిర్పోర్ట్తో ఇంటర్నేషనల్ రాగానే ట్యాక్సీలు వరుసగా ఉన్నాయి కేవలం ఇరవై డాలర్ ఇరవై డాలర్లు అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా చాలా చాలా చీప్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్కి ప్లేసెస్ కావాలి మనం లేవు సో ఇది మాట taxis La Habana guys sexy కార్లో వెళ్ళిపోతున్నాం చూడండి ఇది ఏ మోడల్లో ఏంటో తెలీదు రాగానే vintage car beautiful experience grand car చూసారు కదా రావిన్ Cuba Habana como se llama Luis Luis. Luis very good so వెళ్ళిపోతున్నాం గైస్ ఇప్పుడు వచ్చాను ఇంట్రడక్షన్ కూడా చేయలేదు ఇంకా ఊర్లోకి వెళ్ళి ఇంట్రడక్షన్ చేస్తాను ఓకేనా this is Monty from Los Angeles thank you Monty for the ride sincerely appreciated man so La Habana సంత్రో సిద్వార్ అంటే central city city centre of so ఒక్కసారి క్యూబాలో దిగ్గానే ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు మన దేశం అంటే ఇండియా కానీ అమెరికా అయితే ఒక వంద దేశాల వరకు వెళ్ళిపోవచ్చు మన సో అదే స్పెషల్ ఫీలింగ్ అందుకే క్యూబా అందరూ చూస్ చేసుకుంటారు చూడండి <laughs> Premier Padmini N E one one eight లా ఉంది అది అంటే నేను పెరుగుతున్న రోజుల్లో విశాఖపట్నంలో ఇవి నా ఫేవరెట్ కార్ ఉండేది అది N E one one eight so beautiful special feeling మనకి రాగానే Cuba, Cuba. కొరియా అంత ఘోరంగా లేదు నార్త్ కొరియాలో అసలు ఏ కార్లు కనబడవు ఒకటే కార్ ఉంటుంది అట్లీస్ట్ ఇక్కడ కొన్ని కార్లు అయితే రన్ అవుతున్నాయి ఒక ఊరు నుంచి ఇంచుమించుగా పద పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంటున్నాం మనం సో ఊరు సెంటర్లోకి వెళ్తున్నమాట చూడండి కార్లన్నీ ఎంత పాతవి అన్నీ సూపర్ కదా ఇదే ఇదే మాకు కావాల్సింది కార్లు ఆగిపోతుంటాయి వింటేజ్ కార్లన్నీ సూపర్ ఉంది అసలు nineteen fifty seven okay so first వైబ్సే పాత రోజులు ఇవన్నీ గుర్తొచ్చేటట్టున్నాయి వాళ్ళు యా యా Dodge Chrysler Chrysler wow Buick so మొత్తం అంటే ప్యాంగ్యాంగ్ మెయిన్ సిటీ పెద్ద సిటీలా ఉంటుంది కాకపోతే మిగతాది మనం ఏవైతే నార్త్ కొరియా వీడియోస్ చూసాం నార్త్ కొరియా ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటాం సేమ్ అలానే ఉంది క్యూబా కాకపోతే నార్త్ కొరియా మీద పది రెట్లు వంద రెట్లో బెటర్ ఎందుకంటే రోడ్లన్నీ మొత్తం పేవ్డ్ వేస్ ఉన్నాయి అట్లీస్ట్ కార్లు నడుస్తున్నాయి నార్త్ కొరియా వెళ్తే ఒక్క కార్ కూడా ఉండదు అంత ప్రజలే అంటే వాళ్ళు చూపిస్తారు మూడు కార్లు ఉన్నట్టు రిచ్ ఉన్నట్టు చూడండి బిల్డింగ్లు చూడండి ఎలా ఉన్నాయో లాస్ పిన్యూస్ ఇచ్చేది అలా చూడండి పాత పాతలు so welcome to Cuba guys RTT ఛానల్లో ఇంకో దేశం ఇప్పటికి ఎన్ని దేశాలు ఎవరైనా కౌంట్ చేసి చెప్పండి మన ఛానల్లో ఎన్ని దేశాలు చూపించాం నేను అనుకుంటున్నా ఒక నలభై యాభై ఉంటాయేమో అనుకుంటున్నా నాట్ షూర్ కౌంట్ చేసి చెప్తాను మీకు అదే మీరు చెప్పండి అది మొత్తం సిగార్ ఫ్యాక్టరీలు so public transport La Habana so 25 ఉన్న లీత్రో ఆకి సో గైస్ ఒక డాలర్కి నూట డెబ్బై అంటే ఏడు లీటర్లు ఎనభై రూపాయలు ఏడు లీటర్లు అంటే పది రూపాయలు ప పదకొండు రూపాయలు పెట్రోల్ కానీ ఆ పెట్రోల్ వేయడానికి కార్లు చాలా చాలా ఖరీదు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కానీ ఒకవేళ మీరు కారు కొనుక్కోగలిగితే ఈ కారు ఎనిమిది నుంచి పదివేల డాలర్లు పదివేల డాలర్లు అంటే ఎనిమిది లక్షలు ఓకే ఎనిమిది లక్షల రూపాయలు కానీ పెట్రోల్ పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పెట్రోల్ వచ్చేస్తున్నాం మన సెంటర్కి ఇదిగోండి చెప్పాం కదా ఒక యాభై ఏళ్ళు వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎలానో అలానే ఉంటుంది అది కమ్యూనిస్ట్ మహిమ five thousand pesos five thousand pesos per month five thousand that's what fifty dollars ఏమండి ఈయన వైఫ్ డాక్టర్ అంట ఆవిడికి ఐదు వేలు పేసోలు వస్తాయి బ్లాక్ మార్కెట్లో పేసోకి నూట డెబ్బై బ్లాక్ మార్కెట్లో మామూలు బ్యాంక్ రేట్ అయితే నూట ఇరవై నూట డెబ్బై లెక్కేసుకుంటే ఆవిడికి ముప్పై డాలర్లు జీతం ముప్పై డాలర్లు నెలకంటే ఇండియా డబ్బులోని అంతరా బాబు ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందల ముప్పై డాలర్ ముప్పై డాలర్ అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు నెలకి నాకు నాకు పిచ్చకపోతుంది వాళ్ళ ఆవిడ డాక్టర్ ఓరి నాయను ఎలా బతుకుతుందో చూడండి క్యూబా చాలా కష్టమైన జీవితం సో ఈయన రష్యా వెళ్ళి ఇంజనీరింగ్ ఆయన థీసిస్ తేరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో తేరీ డ్యామ్ నార్త్ ఇండియాలోని ఆయన ఇంజనీర్ జాబ్ లేదు డబ్బులు లేవు డాక్టర్ కి ముప్పై డాలర్లు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయల శాలరీ సో ఆయన ట్యాక్సీ నడుపుతున్నాడు ట్యాక్సీ అంటే చాలా మంది టూరిస్టులు వస్తారు మల్లాడోళ్ళు ఆ టూరిస్టులు ఇచ్చే డబ్బులతో వాడు బతుకుతున్నారని చెప్తున్నాడు చాలా చాలా చాలా ఘోరం కాకపోతే అన్ని అన్ని ఫ్రీ అనుకుంటాను ఆయనకి మాట్లాడుతున్నాను ఆయనకి మన స్పానిష్ వచ్చి రాని స్పానిష్తో మాట్లాడుతున్నాను సో ఇది నాకు అర్థమైంది చాలా కష్టమైన జీవితం చూడండి ముప్పై డాలర్ నాకు ఇంకా బుర్ర రిజిస్టర్ అవ్వట్లేదు సో మనం సెంటర్కి సిటీ సెంటర్ దగ్గరికి వచ్చేస్తున్నాం సో ఈ సిటీ సెంటర్ కొంచెం అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో బాగా గడిచిన రోజుల్లో రష్యా ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు అమెరికా కోల్డ్ వార్ ఉన్నప్పుడు మొత్తం రష్యన్ సపోర్ట్తోని కమ్యూనిజం ఇంకా వెనిజువేలా ఫ్రీగా గ్యాస్ అన్నిటితోని కట్టిన అపార్ట్మెంట్ స్టైల్ ఇదంతా సో ఇది మోడర్న్ బిల్డింగ్స్ మోడర్న్ బిల్డింగ్స్ అంటే అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మోడర్న్ అంటే మోడర్న్ కాదు ఇది సెంటర్లోని పాష్ క్యూబా ఇది సో పేదరికంతో కొట్టు మిట్టాడుతున్న ఊరు చూడండి రంగులు రంగులు మొత్తం యూనివర్సిటీ యూనివర్సిటీ సో హవానా నడిబొడ్లో ఉన్నాం మనం ఇప్పుడు నేనైతే గై సారీ నేను షాక్లో ఉన్నా డాక్టర్కి రెండు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ అంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు జనాలు ఎలా బతుకుతారో అని ఆలోచిస్తున్నాను అందరూ పదేసి జాబ్లు morning job afternoon job evening job చేసి సర్వే అవుతారు అన్నమాట చాలా కష్టం మీద అని తెలిసింది చిన్న మోపెడ్లు ఉంటున్నారు చాలా మంది అయితే అమెరికాలో ఉంటున్నారు క్యూబన్ ఫ్యామిలీస్ వాళ్ళు కుప్పలు కుప్పలు డబ్బులు పంపిస్తారు అమెరికాలో ముప్పై డాలర్ అంటే తక్కువ ఎంత తక్కువ చేసినా ఒక రెండు మూడు గంటలు సంపాదించవచ్చు అది సో ఫ్యామిలీస్కి సపోర్ట్ ఇస్తారన్నమాట ఆ సపోర్ట్తోనే మొత్తం అందరూ బతుకుతారు చూడండి ఒక బ్యూటీ ఉంది మాట ఒక వింటేజ్ బ్యూటీ చూసారు కదా సో ఇదిగోండి గైస్ మన డెస్టినేషన్ కదా వచ్చేసాం ఇది మన స్ట్రీట్ నేను బుక్ చేసిన హోటల్ ఇంటర్నెట్లో చూస్తే బ్రహ్మాండంగా ఉంది సో హోస్ట్ కొమసియా మీకు so welcome to Cuba okay గ్రాసియస్ సో ఇదిగోండి ఈ పైన పైకి వెళ్తే మన రూమ్ వస్తుంది చూపిస్తాను సో ఇది నేను ఉంటున్న బొట్టిక్ హోటల్ చూడండి ఓలా ఓకే ఇవ్వండి మన రూము కాస్ట్లీనే ఎక్కువ కాదు very nice thank you so much air condition works okay చూడండి గైస్ ఇది ఒక మంత్ శాలరీ వేరే వాళ్ళకి సో చీపేం కాదు కాకపోతే మనం లగ్జరీలో ఉంటున్నాం మికోనోస్ సైలెండో సెంట్రీన్ లాగా క్యూబాలో రూమ్ చూడండి ఎలా ఉందో ఒకసారి ఇదిగోండి నా రూమ్ ఎంట్రన్స్ జీ ఎయిర్ కండిషన్ ఉంది వేడి దేశంలో మరియమాత అనుకుంటాను ఐఎమ్ నాట్ షూర్ చూడండి ఏసీ లిల్ ఫ్యాన్ చాలా చాలా చాలా నచ్చింది నాకు చూడండి మన బ్యాగ్స్ డొమినికన్ రిపబ్లిక్ నుంచి మార్నింగ్ వచ్చేసాను ఎయిర్ కండిషన్ ఉంది సేఫ్ ఉంది గొడుగు ఫ్రిడ్జ్ బాత్రూమ్ చూపిస్తాను క్యూట్ బాత్రూమ్ భలే నచ్చేసింది నాకు చూసారా టవల్ పెద్ద టవల్ చిన్న towel air dryer beautiful sink toilet తర్వాత డూ షట్టర్ దీన్ని ఓకే తర్వాత షవర్ రూమ్ ఓకే ఇది మన క్యూబాలో రూము ఓపెన్ చాలా నచ్చింది నాకు యాభై ఏళ్ళు వెనకాల సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం బయటికి వెళ్ళే ముందు ఇదిగోండి క్యూబాలోని మీకు చెప్పాను కదా కేవలం ముప్పై డాలర్లు జీతం డాక్టర్కి మీకు క్యూలో కార్లో వచ్చినట్టు సో ఒక డాలర్కి నూట ముప్పై అఫీషియల్ రేటు బ్లాక్ మార్కెట్లో నూట డెబ్బై వస్తుంది ఓకే బ్లాక్ మార్కెట్లో నూట డెబ్బై ఇదిగోండి ఐదు వందలు క్యూబా బ్యాంక్ సెంట్రల్ ది క్యూబా ఐదు వందలు వంద యాభై ఇరవై తర్వాత పది ఇది ఒక షార్ట్ కూడా చేస్తాను చెప్తాను క్యూబాలో ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి చెప్తాను ఒక ఇక్కడ అమ్మాయి ఉంది ఆ అమ్మాయితోని అడుగుతాను నాతోని నడిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని క్యూబా సిచ్యువేషన్ ఓకేనా ఇప్పుడు ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్దాం చూద్దాం క్యూబాలో కాస్ట్లలో ఉన్నాయి చాలా చాలా ఎకనామిక్గా చాలా ఘోరమైన పరిస్థితి క్యూబాది ఓకే మేడం మీదకి వెళ్ళి చూద్దాం ఇవ్వండి నాకు రెండు కీస్ ఇచ్చాడు సో ఇవ్వండి మన terrace beautiful terrace so typical Cuba ఆ అమ్మాయి అంటుంది గ్రేట్ కంట్రీ సూపర్ లైఫ్ అంటుంది డబ్బు పైన అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడని ఇంటర్వ్యూ చేద్దాం ఎందుకు గ్రేట్ కంప్లో ఇదిగోండి పైన చూడండి క్యాథడ్రల్ ఎంత సూపర్ ఉందో ఇది మన రూమ్ హవానా క్లబ్ అంట సో అదిగోండి గైస్ మన స్ట్రీట్ వ్యూ కార్లు ఎక్కడ కనబడవు ఒకటో రెండో వెళ్తుంటాయి పెట్రోల్ చెప్పాను కదా పదిహేను రూపాయలు పది రూపాయల నుంచి పదకొండు రూపాయలు పెట్రోల్ లవ్ దిస్ చూడండి ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి స్టీప్ సో వెళ్దాం ఇప్పుడు కిందకి బయటకు వెళ్ళి స్ట్రీట్ క్యాప్చర్ చేద్దాం చూడండి బ్యూటిఫుల్ క్యూబా హవానాలోని నడిబొడ్లో ఉన్నాం మనం ఇప్పుడు మొత్తం చూడండి గైస్ కలర్ఫుల్ స్ట్రక్చర్స్ అంతాను చూడండి ఒరిజినల్ క్యారెక్టర్ అన్నమాట ఎంత బాగుందో అక్కడ బిల్డింగ్ ఎంత ఆనందం చూడండి సో బ్యూటిఫుల్ మొత్తం అంత పాత పాత పాత ఊర్లాగా మీరు చూసారు కదా వచ్చి ఓలా మీకు ఇది చూడండి పెయింట్ ఎంత బాగుందో ఇది మొత్తం స్ట్రక్చర్స్ అన్నీ బ్యూటిఫుల్ చూడ కలర్ఫుల్ స్ట్రీట్స్ ఎంత అందంగా ఉందో మొత్తం వింటేజ్ కార్స్తోని అది యూనివర్సిటీ హవానాలో యూనివర్సిటీ ఇవ్వండి వెళ్దాం వైపు ఇవ్వండి చిన్న షాపు ఇక్కడ బిస్కెట్లు అవి అమ్ముతున్నాడు రోడ్డు పక్కన నూట నలభై ఐదు అంటే బ్లాక్ మార్కెట్లో నూట డెబ్బై ఐదు అయితే ఒక డాలర్ అంటే ఎనభై రూపాయలు సో చూడండి ఐదు రూపాయలకి పది రూపాయలకి అన్ని రకాల దొరుకుతున్నాయి from Cuba No Cuba. Cubano. Cuba. Cubano. Venezuela? Yeah, Yeah, see? Yeah, baby. Okay. ఇవాడి బిస్కెట్ షాపు కొడదాం ఏదైనా ఓకే ఇవ్వండి తీసుకున్న ఒకటి డోనట్ యాభై రూపాయ యాభై పెసోస్ నూట డెబ్బై ఐదు అయితే ఎంత ఎంత ఇరవై రూపాయలు చేసా మీకు గాయస్ బ్లాగ్ చాలా పొడవైపోయినట్టుంది మొత్తం బాగా మీకు క్యూబాలోకి వచ్చింది కొంచెం సారాంశం మన లంచ్ అయిపోయింది బాగా తినేసాను సారం కూడా చేయలేదు పొద్దున్న నుంచి ఆకలేసి నేను బయటికి వెళ్ళిపోయాను సో ఇక్కడ మీకు చెప్పినట్టు వాడు హోటల్లో నాకు నూట నలభై ఐదు ఇచ్చాడు బ్లాక్ మార్కెట్లో నూట డెబ్బై నుంచి నూట ఎనభై వస్తుంది సో డబ్బులు ఎక్కువ వస్తాయి బ్లాక్ మార్కెట్లో తీసుకుంటే అంత వ్యాలిడ్ అందరికీ తెలిసిందే సో నూట ఎనభై దాన్ని మర్కాదో నెగ్రా అంటారు బ్లాక్ మార్కెట్ని మర్కాదో ఎకరా సో నూట ఎనభై ఇదైతే గవర్నమెంట్కి వెళ్తుంది నేను అమెరికన్ సిటిజన్ కాబట్టి గవర్నమెంట్కి హెల్ప్ చేయకూడదు ఎస్పెషల్లీ సో అది వ్యాలిడ్ ఓకేనా సో ఇది గైస్ మళ్ళీ back to the colourful streets of Havana so మనం ఎన్ని రోజులు ఉంటున్నాం Friday night Saturday night Sunday night మూడు రోజులు సండే మండే ఈవినింగ్ సో మూడున్నర రోజులు ఉంటాం ప్యూర్ చిలాక్స్ మాట డొమినికన్ రిపబ్లిక్లో బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం కష్టపడతాను అది గైస్ ఇక్కడ వీడియో ఆపేస్తాను ఇనఫ్ కాంటెంట్ వచ్చింది అనుకుంటాను మీకు మొత్తం డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను లోకల్స్ని చూపించాను ఎయిర్పోర్ట్ నుంచి లోకల్ కార్స్ వింటేజ్ కార్స్ చూపించాను తర్వాత మన లివింగ్ కండిషన్ చూపించాను క్యూబాలో శాలరీలు ఎంత చెప్పాను తర్వాత పీపుల్తో కూడా వీలైతే ఇంట్రాక్ట్ ఇంటరాక్షన్ ఉంటే అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ఓకేనా గైస్ బాయ్ సో ఇంకా మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నూట తొంభై ఐదు దేశాలు మన ఛానల్లో ఆర్టీటీ ఛానల్లో తెలుగులో వీడియోస్ తప్పకుండా చూపిస్తాను ఓకేనా సీ గైస్